Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell ఏ icon. విధంగా ఉంటుందనే విషయం గురించి సో టుడే క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవాలి సో చూద్దాం నాన్న మ్యాటర్ అండ్ ఇట్స్ నేచర్ పదార్థం పదార్థం యొక్క స్వభావం పదార్థం యొక్క స్వభావం matter and its nature so కెమిస్ట్రీలో టుడే ఫస్ట్ క్లాస్ కనుక తీసుకున్నట్లయితే పదార్థం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే పదార్థం దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే what is the matter so పదార్థం అంటే ఏమిటి పదార్థం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోవాలి వాట్ ఈస్ ద మ్యాటర్ పదార్థం అంటే ఏమిటి సో ఇక్కడ తీసుకుందాం నాన్న మరి పదార్థం అంటే డెఫినేషన్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి సో ఇక్కడ మనకి ఏం కావాలి మ్యాటర్ పదార్థం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి పదార్థం అంటే ఏమిటి what is the matter matter so matter so పదార్థం అంటే ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఏం లేనా ఒక ద్రవ్యరాశి కలిగినటువంటి ద్రవ్యరాశి కలిగినటువంటి ఈ భూమిపైన ఒక నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి విషయాన్నే పదార్థం అంటారు అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకోవాలంటే anythings anything which has anything which has mass and occupies some of the అంటే సమ్ ఆఫ్ ద ఏంటి యూనివర్స్ లేదా natures so like called as matter అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఒక పదార్థం అనేది అంటే ద్రవ్యరాశిని కలిగి ఉన్నది ఏదైనా విషయం అనేది ద్రవ్యరాశిని కలిగి ఉండి దానికో నిర్మాణాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ విషయాన్ని మనం పదార్థంగా మనం చెప్పుకుంటాము అంటే ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే anything which has anything which has mass mass and uh, occupy mass and occupies some space is called matter అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే పదార్థం అనేది ఇక్కడ మనం తీసుకున్నాను ఇక్కడ పదార్థం అంటే ఒక ద్రవ్యరాశిని కలిగి ఉండాలి ఆ ద్రవ్యరాశిని కలిగి ఉండి ఈ భూమి పైన లేకుంటే ఈ స్పేస్లో లేకుంటే ఈ వాతావరణంలో సో ఎక్కడైనా తీసుకున్నాను ఒక ద్రవ్యరాశిని కలిగి ఉండి దాన్ని దానికి ఒక నిర్మాణాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమనుకుంటాం అంటే నాన్న పదార్థంగా మనం పిలుచుకుంటాం అందుకే మనం చెప్పుకున్నాం నాన్న anything which has mass and occupies some space is called మ్యాటర్గా మనం చెప్పుకోవచ్చు మ్యాటర్గా మనం చెప్పుకుంటాం మరి ఈ మ్యాటర్ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది సో నేచర్ సో అందుకే మనం చెప్పుకున్నాం matter and its nature matter and its nature ఈ పదార్థం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మరి సో క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ మరి పదార్థం అనేది ఎన్ని రకాలుగా వర్గీకరించబడి ఉంటుంది అనే విషయాన్ని సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం ఒక పదార్థం ఎన్ని రకాలుగా వర్గీకరించబడి ఉంటుంది classification of matter classification of matter so చూద్దాం ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే classification of matter classification of matter అంటే పదార్థాల యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది అంటే పదార్థం యొక్క వర్గీకరణ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే matter classified two types matter classified two types ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మ్యాటర్ క్లాసిఫైడ్ ఎటో two types two types two types so ఇక్కడ పదార్థాన్ని మనం ముఖ్యంగా ఎన్ని రకాలంటే రెండు రకాలుగా వర్గీకరించారు అని మనం చెప్పుకున్నాం పదార్థాలు ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఓకేనా సో ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గానే తీసుకున్నతే ఇక్కడ మనకు వచ్చేసి in this one so in this one first type కనుక తీసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి టూ టైప్స్ అని చెప్పుకున్నాం మా మ్యాటర్ క్లాసిఫైడ్ టు టూ టైప్స్గా మనం చెప్పుకున్నాం సో ఇందులో మనం తీసుకున్నట్టే microscopic level and also microscopic level అంటే మ్యాటర్ ఆల్సో అంటే matter two types matter mainly two types so first one microscopic level and also microscopic level అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే స్థూల స్థాయి నెక్స్ట్ అదే విధంగా సూక్ష్మ స్థాయి అని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏమనుకున్నానా first of all microscopic microscopic level microscopic level second one వచ్చేసి macroscopic level macroscopic microscopic level microscopic level and also macroscopic లెవెల్గా మనం చెప్పుకుంటాం రెండు రకాలు సో దీన్ని మనం తెలుగులో కనుక తీసుకున్నది దీన్ని ఏమంటారు అని ఇక్కడ మనకు కావాలి ఇక్కడ మనకు వచ్చేసి మాక్రో మైక్రోస్కోపిక్ లెవెల్ వచ్చేసి ఏంటంటే స్థూల స్థాయి సారీ సూక్ష్మ స్థాయి సూక్ష్మ స్థాయి ఉన్న సెకండ్ వన్ వచ్చి దీన్ని ఏమంటారు అంటే స్థూల స్థాయి అని పిలుస్తాను స్థూల స్థాయి అని మనం పిలుస్తాం సూక్ష్మ స్థాయి స్థూల స్థాయి అని మనకు ముఖ్యంగా ఎన్ని రకాలంటే ఆ పదార్థాన్ని రెండు రకాల వర్గీకరించారు సో ఇక్కడ మనం ఒక రకంగా తీసుకున్నట్టయితే పదార్థం ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వచ్చేసి సూక్ష్మ స్థాయి సెకండ్ వన్ వచ్చేసి స్థూల స్థాయి అంటే మ్యాటర్స్ క్లాసిఫైడ్ అయితే two types so first one microscopic level and also second one microscopic లెవెల్గా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే but what is the microscopic level and also microscopic level అంటే ఇక్కడ స్థూల స్థాయి అంటే ఏమిటి నెక్స్ట్ అదేవిధంగా సూక్ష్మ స్థాయి అంటే ఏమిటనే మనకు కావాలి స్థూల స్థాయి సూక్ష్మ స్థాయి అంటే ఏమిటనే మనకు కావాలి ఓకేనా మనం ఒక్కొక్క దాని గురించి మనం వివరించి మరి చెప్పుకోవాలన్నా ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేసి ఒక పదార్థం దానికి ఉండేటువంటి స్వభావం ఇప్పుడు మనం కెమిస్ట్రీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం చేసేటప్పుడు ఒక పదార్థం ఉన్నది ఎందుకంటే మనం కెమిస్ట్రీలో ఒక పదార్థాన్ని గురించి దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి ఓకేనా సో అందుకనే కొంచెం క్లుప్తంగా నీట్గా వెళ్ళిపోతుంది సో మీరు నువ్వు నోట్స్ కూడా రాసుకున్నట్లయితే సో పర్ఫెక్ట్గా మనం మార్కులు తెచ్చుకోవచ్చు ఏదో వస్తానా పోతానా రామశీల్ గారు కాదు ఇక్కడ ముచ్చట ఓకేనా ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి పాయింట్ అనేది మనం క్యాచ్ చేసుకొని నోట్ చేసుకోవాలి అలాంటప్పుడే నీకు ఒక మార్క్ కూడా మిస్ కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఓకేనా నా క్లాస్ అనేది కదా ఏ క్లాస్ అయినా కూడా అంతే ఓకేనా సో ఇప్పుడు మనకి ఏం కావాలి <clears throat> సూక్ష్మ స్థాయి అంటే ఏమిటి so what is a microscopic level అంటే ఏమిటో చూసుకోవాలి ఓకేనా microscopic level microscopic level so దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సూక్ష్మ స్థాయి సూక్ష్మ స్థాయి మైక్రోస్కోపిక్ లెవెల్ సూక్ష్మ స్థాయి అంటే ఏమిటనే మనకి ఇక్కడ కావాలి ఓకేనా మరి microscopic levels microscopic level microscopic level also classified to the three types అంటే ఇక్కడ మనకు సూక్ష్మ స్థాయి పదార్థాలు ముఖ్యంగా మనకు మూడు రకాలుగా ఉంటాయి సూక్ష్మ స్థాయి పదార్థాలు ముఖ్యంగా మనకి ఎన్ని రకాలంటే మూడు రకాలుగా ఉంటాయి నాన్న సూక్ష్మ స్థాయి పదార్థాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి అందుకే మనం చెప్పుకున్నాం మైక్రోస్కోపిక్ లెవెల్స్ ఓకేనా also classify to the three types మూడు రకాలుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం తీసుకున్నదే నా ఫస్ట్ వన్ కనుక తీసుకున్నట్టయితే సో లిక్విడ్ స్టేట్ లేకుంటే ఆ లిక్విడ్ స్టేట్ లేదా సాలిడ్ స్టేట్ ఓకే ఏం కాదు ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మనం ఓకే నథింగ్ ప్రాబ్లం ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సాలిడ్ స్టేట్ సాలిడ్ ఓకేనా solid so first one second one వచ్చేసి లిక్విడ్ నో థర్డ్ వన్ వచ్చేసి గ్యాసెస్ లైక్ ఏ వేపర్ అంటే సూక్ష్మస్థాయి పదార్థాలు ముఖ్యంగా మూడు రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు అవి ఏంటి అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఘన ద్రవ వాయు అంటే ఇక్కడ మనకు సాలిడ్ స్టేట్ లిక్విడ్ గ్యాసెస్ట్ ఓకేనా అంటే ఇక్కడ మనకు వచ్చేసి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇది వచ్చేసి ఘన ఘన పదార్థము అనుకోండి ఇది వచ్చేసి ద్రవ పదార్థము అనుకోండి సో ఇది వచ్చేసి వాయు పదార్థము అనుకోండి ఘన ద్రవ వాయు ఈ మూడు పదార్థాలుగా సూక్ష్మ స్థాయి పదార్థాన్ని మనం విభజించుకోవచ్చు ఓకేనా అంటే ఈ ప్రకృతిలో ముఖ్యంగా మనకి ఈ మూడు పదార్థాలు ఉన్నాయన కానీ ఒక పదార్థం యొక్క నాలుగో రూపం కూడా ఉంటుంది the fourth stage of substance so like a matter the fourth stage of substance so like a matter అంటే పదార్థం యొక్క నాలుగో రూపం కూడా ఉన్నది పదార్థం యొక్క నాలుగో రూపం కూడా ఉంది పదార్థం యొక్క నాలుగో రూపం కూడా ఉంది నాన్న అది ఏమిటంటే the fourth stage of substance అది వచ్చేసి ప్లాస్మా ఓకేనా అదే పదార్థం వచ్చేసి ఏంటంటే ప్లాస్మా ఇక్కడ మనకి ఏంటంటే ప్లాస్మా అని మనం పిలుస్తాం పదార్థం యొక్క నాలుగో రూపమే ప్లాస్మాగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా సో ఈ రకంగా సూక్ష్మ స్థాయి పదార్థాలు మనకు ముఖ్యంగా మనకు మూడు రకాలుగా మనం ఉంటాయని మనం చెప్పుకుంటాం ఓకేనా వీటిలో మనకు ఘన ద్రవ వాయువు ఉన్నాయి అంటే సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ సో ఇక్కడ మనకు సైకిల్ కనుక మనం వేసుకున్నట్లయితే మరి సాలిడ్ నుంచి లిక్విడ్ లిక్విడ్ నుంచి గ్యాసెస్ మారేటువంటి అవకాశం ఉందా అంటే ఉన్నది ఉన్నది ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా అంటే ఏంటంటే వాటి రీసైకిల్ వాటికి రీసైకిల్ అనే ఖచ్చితంగా ఉంటాయి నాన్న సో ఏ విధంగా అనే విషయాన్ని ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఏం లేదు నాన్న సో ఇక్కడ మనకు వచ్చేసి ఇది సాలిడ్ అనుకోండి ఇది సాలిడ్ స్టేట్ అనుకోండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది గ్యాసెస్ అనుకోండి గ్యాస్ అంటే వేపర్ ఓకేనా సో ఇది వచ్చేసి ఏంటంటే లిక్విడ్ లిక్విడ్ అనుకోండి ఓకేనా నీకు ఏ విధంగా అవుతుందంటే నాన్న రీసైకిల్ మాదిరిగా అంటే మళ్ళీ పునరుత్పత్తి చేయవచ్చేటువంటి విధంగా మారడం అని జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏం చేస్తానంటే ఈ సాలిడ్ అనుకోండి ఈ సాలిడ్ని దేని లెక్క మార్చవచ్చు నాన్న లిక్విడ్ లెక్క మార్చవచ్చు సాలిడ్ను లిక్విడ్ లెక్క మార్చవచ్చు సో అదే విధంగా ఈ లిక్విడ్ను మళ్ళీ దేని లెక్క మార్చవచ్చు సాలిడ్ లెక్క మార్చవచ్చు అంటే solid convert to liquid and also liquid convert to solid ఓకేనా solid convert to liquid and also liquid convert to solid for example so దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఓకేనా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో ఇక్కడ నాకు ఏమున్నది ఇక్కడ ఏముంది నాన్న వాటర్ <clears throat> ఉంది ఈ వాటర్ ఉంది ఓకేనా ఇక వాటర్ నేను ఏం చేస్తానంటే ఫ్రీజింగ్ చేస్తున్నా వాటర్ని ఏం చేస్తానంటే ఫ్రీజింగ్ చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి ఈ వాటర్ ఈ వాటర్ ఏ స్టేజ్లో ఉన్నాయన్నా ఇక్కడ మనకు వచ్చేసి లిక్విడ్ స్టేజ్లో ద్రవ స్థితిలో ఉంది ఓకేనా ఈ వాటర్ అనేది మనకు ద్రవ స్థితిలో ఉంది ఓకే ఇక్కడ తెలుగులో కూడా రాస్తా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇది ద్రవ ఇది వాయు సో ఇది వచ్చేసి ఏంటంటే ఘన మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఇబ్బంది కాకుండా ఓకేనా ఇక్కడ ఏంటంటే వాటర్ అనే ఇది ద్రవ స్థితిలో ఉన్నదన్న వాటర్ స్టేట్ ఎగో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్టేట్ యొక్క దీని యొక్క స్థితి ఏంటంటే ద్రవ స్థితి ఉంది సో దీని ఏం దీన్ని ఫ్రీజింగ్ చేస్తున్నా సో నేను ఏం చేస్తున్నా ఫ్రిడ్జ్లో పెడుతున్నా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టాక నీకు ఏమైంది నాన్న so loss of energy so water loss of energy so ఇక్కడ గుర్తుపెట్టుకోండి నాన్న ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి మెయిన్గా ఒక వాటర్ బాటిల్లో మనం నీళ్లు పోసి మనం డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్టయితే మనకు గడ్డ కడుతుంది సో మంచు ముక్క లెక్క తయారైపోతుంది ఐస్ గడ్డల లెక్క తయారవుతుంది సో తయారు కావడం వల్ల నీకేమవుతుందంటే నా అట్లా ఎందుకు తయారవుతుందంటే లాస్ ఆఫ్ ఎనర్జీ ఓకేనా ఆ నీటి యొక్క ధర్మాన్ని కోల్పోతుంది అంటే దాని యొక్క శక్తిని కోల్పోతుంది నీటి యొక్క శక్తిని కోల్పో అందుకనే చెప్తారు ఫిల్టర్ నీళ్ళు తాగొద్దని చెప్తారు ఏంటి సారీ మరి ఫ్రిడ్జ్ నీళ్ళు తాగొద్దని చెప్తారు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగొద్దు మంచిది కాదు అని డాక్టర్ గారు మరీ మరీ మొత్తుకుంటారు ఆయన లేదు no no not at all మనకు ఫ్రిడ్జ్ నీళ్ళే కావాలంటాం అందు తా ఎందుకు వద్దు అంటారంట నాన్న ఇది దాని ఎనర్జీ కోల్పోవడం వలనే నీకేమవుతుంది ఘనస్థితిలోకి మారుతుంది అందుకని తాగొద్దని చెప్తారు ఓకేనా మనకు ఇక్కడ అందుకని మనం చెప్తా ఉన్నాను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది అంటే లిక్విడ్ స్టేట్ సాలిడ్ స్టేట్ మళ్ళీ దీన్ని మళ్ళీ తీసుకుపోయి కాసేపు మన ఎండలో కానీ లేకుండా వేడి చేసినట్టయితే మనకి ఏమవుతుంది కాసేపు ఉంచినట్టయితే ఏమవుతుంది ఏమవుతుందన్న మళ్ళీ వాటర్ లెక్క మారిపోతుంది ఓకేనా ఇక్కడ ఒక చిన్న టాపిక్ కనుక ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనం ఏమన్నాం లిక్విడ్ నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా సాలిడ్లోకి మారిపోయింది ఇప్పుడు వాటర్ ఉన్నది ఈ వాటర్ అనేది ఏం చేస్తానంటే నేను ఫ్రీజింగ్ చేస్తున్నాను ఈ వాటర్ని ఫ్రీజింగ్ కనుక చేస్తున్నా ఓకేనా వాటర్ ఫ్రీజింగ్ లేక చేస్తే వాటర్ని ఏ స్థితిలోనే నా ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఇక్కడ ద్రవ స్థితిలో ఉంది లిక్విడ్ స్టేట్లో ఉంది ఇది ఏ స్టేట్లో ఏ స్టేట్లోకి మారిపోయింది నేను ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఏంటంటే ఇది సాలిడ్ స్టేట్లోకి మారిపోయింది సాలిడ్ స్టేట్లోకి మారిపోయింది అంటే ఆటోమేటిక్గా మనకు ఘనస్థితిలోకి మారిపోయింది ఘనస్థితిలోకి మారిపోయింది అంటే ఎందుకు మారిపోతుందంటే loss of energy loss of energy దాని యొక్క శక్తిని కోల్పోతుంది అన్న శక్తిని కోల్పోవడం వల్లే అది ఘనస్థితిలోకి మారిపోతుంది మళ్ళీ ఏంటంటే ఈ సాల నుంచి మళ్ళీ ఏం చేయొచ్చు మళ్ళీ ఆటోమేటిక్గా లిక్విడ్లోకి మార్చవచ్చు లిక్విడ్లోకి మార్చవచ్చు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక సాలిడ్ స్టేట్ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఐస్ ఇప్పుడు ఐస్ అనేది ఆటోమేటిక్గా మన సాలిడ్ స్టేట్ అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఐస్ కనుక తీసుకున్నట్టయితే ఐస్ ముఖ కరగాలంటే టెంపరేచర్ కావాలన్నా వద్దా ఐమ్ ఆస్కింగ్ యూ నేను అడుగుతున్నా మిమ్మల్ని ఐస్ ముక్క కరగాలంటే టెంపరేచర్ కావాలన్నా వద్దా సో మీరు చెప్పండి మీరు తెలుసుకోండి ఇక్కడ ఐస్ ముక్క కావాలంటే కరగాలంటే కావాల్సినటువంటి టెంపరేచర్ ఎంత okay I given four options don't worry మీరేం ఫీల్ కాకండి ఒక ఐస్ కరగాలంటే ఉష్ణోగ్రత ఎంత కావాలి ఇక్కడ తీసుకుంటానా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఆ టెంపరేచర్ వచ్చేసి five degree temperature so next one వచ్చేసి zero degree temperature so next one వచ్చేసి ten degree temperature so next one వచ్చేసి థర్టీ సెవెన్ డిగ్రీ టెంపరేచర్ ఓకేనా ఒక ఐస్ ముక్క కావ కరగాలంటే టెంపరేచర్ ఎంత కావాలి ఫైవ్ డిగ్రీస్ కావాలా జీరో డిగ్రీస్ కావాలా టెన్ డిగ్రీస్ కావాలా థర్టీ సెవెన్ డిగ్రీస్ కావాలా సో ఎంత టెంపరేచర్ కావాలి అనే విషయం తెలుసుకోండి ఓకేనా ఏ స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటా ఇగో ఇది జస్ట్ అట్లా క్వశ్చన్స్ అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తాయి చాలా ఇంపార్టెంట్ మంచి ముక్క కరగాలంటే కావాల్సిన టెంపరేచర్ ఎంత అని అంటాడు కథ ఇంకా పుసుకున్నావో ఇట్లా ఇట్లా అనుకున్నావు అనుకో కథ పోయినట్టు ఒక్క మార్కు పోయినట్టే ఆశామాషి కాదు జర జాగ్రత్త ఓకేనా సో ఈ స్టేజ్లోకి మారిపోతుంది ఇక్కడ మనం ఒకసారి తీసుకున్నట్టయితే మరి సాలిడ్ స్టేట్ నుండి గ్యాస్ స్టేట్ సాలిడ్ స్టేట్ నుండి గ్యాస్ స్టేట్ మార్చవచ్చా వాయుస్థితి నుండి అంటే ఘనస్థితి నుండి వాయుస్థితిలోకి మార్చవచ్చా మార్చవచ్చు చూడండి నాన్న ఇగో ఘనస్థితి నుండి ఆటోమేటిక్గా వాయుస్థితిలోకి మార్చవచ్చు మరి వాయుస్థితి నుండి మళ్ళీ సాలిడ్ స్టేట్లోకి మార్చవచ్చా ఎందుకు మార్చలేం మార్చవచ్చు సార్ మార్చవచ్చా మార్చవచ్చు so convert solid convert gases like a vapour and also gas state convert solid state ఓకేనా కన్వేట్ సో సాలిడ్ నుంచి వెళ్ళి గ్యాసెస్ మారిపోయింది వేపర్లోకి మారిపోయింది వేపర్ నుంచి వెళ్ళి మళ్ళీ సాలిడ్కి వస్తుందా వస్తుంది దీని బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఇగో ఏం లేదు బాయ్ ఇక మనం గుడికి పోతాం చూసినా గుడికి పోతాం టెంపుల్ పోతాం ఓకేనా టెంపుల్ పోతే ఎక్కువ శాతం ఏంటంటే అమ్మాయిలు సాయిబాబాను మొక్కుతారట అబ్బాయిలు వచ్చేసి ఆంజనేయ స్వామిని మొక్కుతారు ఇక సాయిబాబు గుడి పోయినా అనుకో ఫుల్ జనాలు వస్తారు సాయిబాబు ఫుల్ జనాలు ఎందుకు వస్తారని ఇక్కడ విషయాన్ని మనం తీసుకున్నట్టయితే చిన్నగా ఏం లేనా సాయంత్రం పూట ఫుల్ జనాలు వస్తూ అంటారు ఎందుకు అమ్మాయిలు పోతారు అమ్మాయిలు పోతే వాళ్ళని చూసేందుకు అబ్బాయిలు ఆటోమేటిక్గా వచ్చేస్తారు అందుకని జనాభా ఎక్కువ అవుతారు ఎక్కువైనాక అయ్యగారు పూజ చేస్తాను ఓకేనా సో పూజ చేసుకుంటే ఆర తీసుకుని గంట కొట్టుకునే తిప్పాడు కానీ ఇప్పినప్పుడు తిప్పినప్పుడు వాళ్ళు బిల్ వేస్తాడు చూసారా అదే ఏంటి క్యాంపర్ ఓకేనా కర్పూరం కర్పూరం క్యాంపర్ ఓకేనా క్యాంపర్ కర్పూరం ఉందా సో కర్పూరానికి ఏమవుతుందంటే నాన్న అది కర్పూరం ఓకేనా కర్పూరాన్ని నీకు వేడి చేస్తే ఆటోమేటిక్గా దేనిలోకి మారిపోతానా గ్యాస్ స్టేట్లోకి మారిపోతుంది కర్పూరం ఉన్నాయి కదా సో కర్పూరాన్ని వేడి చేస్తున్నా వేడి చేస్తున్నా కర్పూరానికి ఇంపిన వేడి చేసుకున్న గంట కొడుకుని తిప్పుతాను చిచ్చగాడు ఓకేనా మన బాబాయ్ ఉన్నాడు కదా బాబాయ్ అంటే మన బాబాయ్ కాదు అయ్యగారు ఉన్నాడు కదా ఇట గంట కొడుకునే తిప్పుతాడు తిప్పినప్పుడు ఏంటంటే అది సాలిడ్ స్టేట్లో గణస్థలు ఉన్నటువంటి సాలిడ్ స్టేట్ ఉండి ఆటోమేటిక్గా ఏ స్టేట్లోకి మారిపోతుంది నానా గ్యాసెస్ స్టేట్లోకి మారిపోతుంది అలా చూడండి సాలిడ్ నుండి గ్యాసెస్లోకి మారుతుంది మరి గ్యాసెస్ నుండి సాలిడ్లోకి మారుతుందా మారుతుంది ఎట్లా అంటే కర్పూరాన్ని ఎట్లా తయారు చేస్తారు అనే కావాలి క్యాంపర్లు ఏ విధంగా తయారు చేస్తారు ఓకేనా ఏం లేదన్న గాలిని బంధిస్తారు గాలిని బంధిస్తారు ఆ బంధించడం వల్ల ఆటోమేటిక్గా తయారయ్యేదే కర్పూరం క్యాంపర్ అంతే చూడండి ఆ కర్పూరాన్ని ఇట్లా బాగా ఇట్లా చిదుమండి చిదిమితే నీకు ఏమవుతుందా వెళ్ళిపోతే ఏమైనా ఉంటుందా ఏం ఉండదు ఓకేనా ఈ విధంగా అంటే ఉంటుందా ఏముండదు ఓకేనా అందుకనే ఇక చూడండి సాలిడ్ని ఘనస్థితిలో మార్చు <clears throat> ఘనస్థితి నుండి వాయుస్థితిలో మార్చవచ్చు వాయుస్థితి నుండి ఆటోమేటిక్గా ఘనస్థితిలోకి మార్చవచ్చు ఓకేనా ఇప్పుడు మళ్ళీ చూడండి <clears throat> ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సో నెక్స్ట్ వన్ వచ్చేసి <clears throat> ఇక్కడ లిక్విడ్ నుండి గ్యాస్ స్టేట్లోకి మార్చవచ్చా వాయుస్థితిలోకి లేదా వేపర్ స్టేట్లోకి మార్చవచ్చా ఓకేనా సో మార్చవచ్చు ఇక చూడండి నాన్న లిక్విడ్ స్టేట్ నుండి గ్యాస్ స్టేట్లోకి మార్చవచ్చు లిక్విడ్ స్టేట్ నుండి గ్యాసెస్ స్టేట్లోకి మార్చవచ్చు మరి అదేవిధంగా గ్యాసెస్ స్టేట్ నుండి లిక్విడ్ స్టేట్లోకి మార్చవచ్చా మార్చవచ్చు సైకిల్ అని ఇది ఒక సైకిల్ ఇది అర్థమైతే చాలు ఇంకా మనకు ఓకేనా ఒక మార్క్ వచ్చిందంటే ఇక్కడ వచ్చిందంటే లిక్విడ్ స్టేట్ నుండి గ్యాస్ స్టేట్లోకి మార్చవచ్చా మార్చవచ్చు liquid state convert gas state and also gas state convert liquid state ఏ విధంగా దీనికో ఎగ్జాంపుల్ కావాలి మనం దీనికో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం దీనికో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అలాంటప్పుడు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ కావాలి కావాలన్నా వద్దా కావాలి ఇక్కడ నేను చేస్తాను నేను ఏం అంటే ఒక కప్పులో ఎక్కడేద్దాం ఇక్కడేద్దాం నేను ఒక కప్పు తీసుకుంటున్నా వెరీ గుడ్ ఓ టీ కప్పు తీసుకున్నా టీ కప్పు తీసుకొని దీంట్లో పాలు పోసిన అంటే ఏందో పోతా పాలు పోతా సో టీ కప్ అన్నారంటే ఏదో ఒక కప్పు తీసుకున్నా దీంట్లో పాలు పోసిన పాలు పోసిన పాలు పోసిన ఏం చేస్తాను దీన్ని వేడి చేస్తున్నా ఓకేనా ఈ విధంగా వేడి చేస్తున్నా ఈ విధంగా వేడి చేస్తున్నా ఈ విధంగా వేడి చేస్తున్నా వేడి చేసినప్పుడు నీకేమవుతుందన్నా ఇప్పుడు ఇందులో ఉంది ఇది లిక్విడ్ స్టేట్లో ఉంది లిక్విడ్ స్టేట్లో ఉంది నేను వేడి చేస్తాను వేడి చేసినప్పుడు నీకు ఏ స్టేట్లోకి మారిపోతున్నాను ఆటోమేటిక్గా ఇగో ఈ విధంగా ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుండే ఆవిరి రూపంలో అంటే వేపర్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి గ్యాస్ స్టేట్ వాయిస్తులోకి మారిపోతా ఉంటుంది వాయిస్తులో మారిపోతుందా మారిపోతుంది ఇప్పుడు మనం వేడిగా ఉండేది కానా అదేమైతే వాయిస్తులో మారుతుందా మారదా మారుతుంది ఓకే వేడి చేస్తాను వేడిచిన వాయిస్తులోకి మారిపోతుంది మారుతుందా మారదా మారిపోతుంది ఇక చూడండి వ్యాస్తులకి మారిపోతుంది మళ్ళీ దీన్ని కనుక మనం బంధించినట్లయితే అంటే ఇక చూడండి ఇదే మనం దీని ఏం చేస్తానా సో దీనిపైన వేడి చేస్తున్నాం నేను ఈ పాలను వేడి చేస్తున్నా ఓకేనా పాలను వేడి చేసు లేకుంటే దీంట్లో నేను నీళ్లు తీసుకున్నాను అనుకో దీన్ని వేడి చేస్తాను వేడి చేసినప్పుడు దీనిపైన మూత పెట్టినా మూత పెట్టినప్పుడు నీకు ఏమవుతున్నానా ఆ మూత అడుగు బాగానే ఇప్పుడు మూత ఈ విధంగా పెట్టినగా సో దీని బాగాన మనకు చిన్న చిన్న నీటి బిందువులు వస్తాయి ఇగో ఈ విధంగా నీటి బిందువులు ఉంటాయి ఈ విధంగా నీటి బిందువులు ఉంటాయి సో దీన్ని బంధించిన బంధిస్తే మళ్ళీ ఏ స్టేజ్లోకి మారిపోయింది నాన్న లిక్విడ్ స్టేజ్లోకి మారిపోయింది అనగా సైకిల్స్ నాన్న ఇక్కడ అంత సైకిల్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే <clears throat> ఒక ద్రవ పదార్థాన్ని తీసుకున్న తీసుకుని ఏం చేసినా దాన్ని వేడి చేస్తాను వేడి అంటే అది ఏమైంది వాయు పదార్థంలోకి మారిపోతా ఉంటుంది వాయు పదార్థంలోకి మారిపోతా ఉంటుంది ఓకేనా ఇట్లా మారిపోయి నీకు ఏం చేస్తాం మరి మారిపోయే క్రమంలో నీ మారిపోకుండా నేను ఏం చేస్తున్నాను దానిపైన ద్రవ పదార్థం అంత మూత పైన ఓకేనా దీనిపైన ఒక మూతను పెట్టిన ఒక క్యాప్ను ఉంచిన ఉంచినప్పుడు నీకు ఏమైతుంది నాన్న మొత్తం కంప్లీట్గా నీకు ఏమైతే అంటది మళ్ళీ ద్రవంలోకి మారిపోతుంది వాయు నుండి మళ్ళీ ద్రవంలోకి మారిపోతా అంటది ఓకేనా అందుకని ఇక్కడ స్టేట్స్ వస్తాయి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే నాన్న ఉష్ణం హీట్ అనే లెసన్లో దీని గురించి ఇంకా బాగా వస్తుంది అందుకని మీకు అందరికి ఒక చిన్న క్వశ్చన్ నాన్న ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాటర్ను తీసుకున్నా వాటర్ని తీసుకు అది వచ్చింది కాబట్టి చెప్తున్నా వాటర్ని తీసుకున్నాం వాటర్ని తీసుకొని ఏం చేస్తానంటే వేడి చేస్తున్నాం వాటర్ని తీసుకొని యాస్టిజ్ ఇట్లా ఈ విధంగా వేడి చేస్తున్నా వేడి చేస్తున్నా దీని కంప్లీట్గా ఏమున్నాయి వాటర్ ఉన్నాయి ఇవన్నీ వాటరే సో దీన్ని వేడి చేస్తున్నా వేడి చేసిన తర్వాత దీని యొక్క హయ్యెస్ట్ టెంపరేచర్ ఎంత అనేది ఒక క్వశ్చన్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి boiling point of water boiling point of water boiling point of water అంటే ఇక్కడ మనకు వచ్చేసి దీని యొక్క మరుగేటువంటి స్థానం ఎంత నీటి యొక్క మరుగు స్థానం నీటి యొక్క మరుగు స్థానం ఎంత అని అంటాడు ఎగ్జాంపుల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నీటి యొక్క మరుగు స్థానం ఎంత అంటాడు ఇక చూడు ఇంకా సప్పలు కొడితే ఏం లేదు అక్కడ ముచ్చట నీ యొక్క మరుగు స్థానం ఎంత హయ్యెస్ట్ ఇది ఒక క్వశ్చన్ మీకు ఇగో ఇదోటి నీ యొక్క మరుగు స్థానం ఎంత మీకే నా నీటి యొక్క మరుగు స్థానం ఎంత అంటాడు తెలుసుకున్నా ఓకే వెరీ గుడ్ సూపర్ చెప్పినావు అనుకో నెక్స్ట్ ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినావా ఇగో ఇది చలికాలం అంతేనా చలికాలం తెలుసుగా చూడండి ఈ వింటర్ సీజన్లో మనం ఏం చేస్తాం చాలా వరకు హీట్ వాటర్ చేస్తాం ఓకేనా హీట్ వాటర్ చేస్తాం హీట్ వాటర్తో స్నానం చేస్తానన్న సో ఏంటంటే మనం ఏం చేస్తున్నాం ఒక బౌల్లో ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళు పోసినాం నీళ్ళు పోసి వేడి చేస్తాను వేడి చేస్తే ఒక పావు గంట తర్వాత పావు గంట తెలుసా పదిహేను నిమిషాలు after fifteen minutes you see the boil so decrease of water అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే నీటిని కనుక వేడి చేస్తా అంటే నీకు అంటే కొద్దిగా ఆగానే నీకు నీళ్ళు ఇక్కడ వరకు వస్తాయి ఇక్కడ వరకు వస్తుంది ఇంకా తగ్గుతా అంటే తగ్గిపోతా అంటే నీళ్ళు తగ్గిపోతుంది ఎందుకు అదే ఎందుకు నీళ్ళు తగ్గుతాయి అది కావాలి ఓకేనా గిన్నెలు తీసుకొని నేను వేడి చేస్తానా చేసినప్పుడు ఏంటంటే బాగా వేడైతుంది బాగా వేడైతుంది బాగా అంటే బాగా వేడైతుంది అందుకని మనం చెప్పిన మరిగేటువంటి నీటి యొక్క మరుగు స్థానం ఎంత so boiling point of water so boiling point of water value ఎంతో తెలుసుకోండి మీరు ఓకేనా మరి ఎందుకు తగ్గుతుంది ఎందుకు తగ్గుతుందనే కావాలి సో దీని యొక్క ధర్మాన్ని ఏమంటారు ఇదొక క్వశ్చను సో మీకు ఇదొక క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రెండు కూడా ఇంపార్టెంటే ఈ రెండు క్వశ్చన్లు ఇంపార్టెంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఓకేనా ఇగో దిస్ ఈస్ మైక్రోస్కోపిక్ లెవెల్ పదార్థాలు ముఖ్యంగా మనకు మూడు రకాలు ఓకేనా matter classify to mainly three types so liquid state solid state and also gas state like a vapour state ఓకేనా మూడు రకాలుగా ఉంటుంది ఇందులో ఘన ద్రవ వాయు ఒకదానికొకటి మూడింటికి మూడు ఎగ్జాంపుల్ చెప్పేసిన ఇక మీరు మర్చిపోవద్దు ఎగ్జామ్ హాల్లో ఇస్తే క్వశ్చన్ ఇస్తే ఎగ్జామ్లో క్వశ్చన్లు ఇచ్చే ఖచ్చితంగా మీరు ఆన్సర్ కరెక్ట్గా చేయగలుగుతారని ఐ హోప్ యూ ఓకేనా సో ఇది నాన్న మనకు వచ్చేసి ఏంటంటే మైక్రోస్కోపిక్ లెవెల్గా మంచి మైక్రోస్కోపిక్ లెవెల్గా మనం చెప్పుకోవచ్చు సో ఇది మనం వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యాక్రోస్కోపిక్ లెవెల్ మ్యాక్రోస్కోపిక్ లెవెల్ ఓకేనా సో మీరు దీనికి ఆన్సర్ చేయాలి ఇవి రెండింటికి రెండు మొత్తం ఇలా మూడు క్వశ్చన్లకు ఆన్సర్ మీరు చేయాల్సిందే ఓకేనా నెక్స్ట్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి వచ్చేసి మ్యాక్రోస్కోపిక్ లెవెల్ మైక్రో అయిపోయింది నాన్న నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే macroscopic level macroscopic level ఓకేనా సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ మనకు వచ్చేసి మ్యాక్రోస్కోపిక్ దీన్నే మనం ఏమని పిలుస్తామంటే స్థూల స్థాయి స్థూల స్థాయి అసలే కరోనా వచ్చింది జర జాగ్రత్త స్టే సేఫ్ స్టే హోమ్ ఎవరైనా ఇళ్ళలో ఉండాలా ఎక్కడ ఉంటాం సార్ ఇప్పటికే ఐదారు నెలల నుంచి బోర్ కొడతాను ఇంట్లో ఉంటాంటారా very good very good super super జనాభా పెరిగిపోతుంది జాగ్రత్త జాగ్రత్త ఆగం ఉంది వ్యవస్థ అంతా ఓకే మైక్రోస్కోపిక్ లెవెల్ స్థూల స్థాయి స్థూల స్థాయి మైక్రోస్కోపిక్ లెవెల్ స్థూల స్థాయి అంటే ఏమిటి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ స్థూల స్థాయి macroscopic levels also classify to the mainly two types so ఇది కూడా ఇది రెండు రకాలు అంటే స్థూల స్థాయి పదార్థాలు ముఖ్యంగా మనకు రెండు రకాలుగా ఉంటాయి రెండు రకాలుగా ఉన్నాయి అవి కనుక తీసుకున్నట్లయితే సో మెయిన్లీ టూ టైప్స్గా మనం చెప్పుకున్నాను ఇక్కడ రాదాం తప్పేది ఇక్కడ రాస్తున్నా ఇది జర చూడండి గిటినండి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి అంటే మిక్స్డ్ లేకుంటే మిక్సర్ లేకుంటే మిక్స్డ్ మిశ్రమాలు అయ్యో మిక్సర్ సో దీన్నే మనం ఏమంటామంటే మిశ్రమాలు అంటాను మిశ్రమాలు <clears throat> సెకండ్ వన్ వచ్చేసి pure substance pure substance pure substance so pure substance అంటే ఇక్కడ మనకు వచ్చేసి వీటిని మనం ఏమంటే స్వచ్ఛమైన పదార్థాలు స్వచ్ఛమైన స్వచ్ఛమైన పదార్థాలు లేకుండా పదార్థం స్వచ్ఛమైన పదార్థం ఇక్కడ మిశ్రమాలు మిక్చర్ నెక్స్ట్ అదేవిధంగా pure substance the levels are classified two types so first one so second one వచ్చేసి ఫ్యూర్ సబ్స్టెన్స్ అంటే ఇక్కడ మనకు వచ్చే స్థూల స్థాయి పదార్థాలు ముఖ్యంగా మనకు రెండు రకాలుగా ఉన్నాయి నాన్న అవి వచ్చేసి మిశ్రమాలు సెకండ్ వన్ వచ్చేసి స్వచ్ఛమైన పదార్థం స్వచ్ఛమైనటువంటి పదార్థం ఓకేనా సో ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకున్నాం మిశ్రమాలు మరి మిశ్రమాలు అంటే ఏంటి నెక్స్ట్ అదేవిధంగా ప్యూర్ సబ్స్టెన్స్ స్వచ్ఛమైనటువంటి పదార్థాలు ఏమిటి సో వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనకు వచ్చేసేదంటే మిశ్రమాలు మిశ్రమాలు ఓకేనా మిశ్రమంగా ఏముంటాయి ఏం కథ ఏం లక్షణం అనే విషయాన్ని ఇక్కడ